hello viewers welcome to achievers academy weekly current affairs ఈ వారంలో జరిగిన ముఖ్యమైన విషయాలన్నీ దట్ ఈస్ సెప్టెంబర్ ఎయిత్ నుండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు జరిగిన ముఖ్యమైన అంశాలని ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో తెలుసుకుందాము first topic of the day that is Manda buffalo okay so ఈ మండా గేదె అనేది ఇటీవల భారతదేశంలోనే నైన్టీన్త్ యూనిక్ బఫెల్లో బ్రీడ్గా గుర్తింపు పొందిందన్నమాట సో యూనిక్ బఫెల్లో బ్రీడ్ అంటే భారతదేశంలో దాదాపు పంతొమ్మిది గేదె జాతులు ఉన్నాయన్నమాట ఓకే సో ఇది పంతొమ్మిదవ గీత జాతిగా గుర్తింపు పొందింది మండా బఫెల్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఇది స్థానికత కలిగి ఉంది అంటే ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఒడిషా ముఖ్యంగా ఒడిషా రాష్ట్రంలో ఈ మండా బఫెల్లోస్ని మనం చూడొచ్చు అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి nineteenth unique breed of buffalo found in India అంటే పంతొమ్మిదవ బఫెల్లో జాతి బఫె గేదె జాతిగా దీన్ని గుర్తింపు గుర్తించారన్నమాట గుర్తించింది ఎవరు అంటే the National Bureau of Animal Genetic Resources so ఈ సంస్థ మండా బఫెల్లోని ఒడిషా రాష్ట్రానికి పరిమితమైన ఈ మండా బఫెల్లోని భారతదేశంలోనే పంతొమ్మిదవ బఫెల్లో రకంగా లేదా గేదె రకంగా గుర్తించారు రైట్ ఆ తర్వాత మనకి ఇటీవల సబర్మతి ఆశ్రమం వార్తల్లో నిలిచింది ఎందుకు సబర్మతి ఆశ్రమం వార్తల్లో నిలిచింది అంటే ముఖ్యంగా మనకి సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పింది ఎవరు Mahatma Gandhi established this Sabarmati ashram and మనకి టూ థౌజండ్ నైన్టీన్లో in October two thousand nineteen prime minister Narendra Modi ఏమన్నాడు అంటే ఈ సబర్మతి ఆశ్రమ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అంటే ఈ ఆశ్రమం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని విస్తరించాలి అనుకున్నాడు ఓకే విస్తరించాలి అనుకున్నాడు కానీ ఈ విస్తరణ వల్ల తాము ఎక్కడ ఈ సబర్మతి ఆశ్రమంలో చోటు కోల్పోతామని ఆ ఆశ్రమం ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఏమంటాము ఆశ్రమ్ వాసీస్ అంటాం సో వీళ్ళంతా కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం ప్రారంభించారు ఎందుకు రిలే రిలే నిరాహార దీక్షలు చేయడం ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించినట్టు సబర్మతి ఆశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం మమ్మల్ని ఇక్కడి నుండి తరిమేస్తారేమో అని వాళ్ళు భయంతో ఏం చేస్తున్నారు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు సో సబర్మతి ఆశ్రమం మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడుంది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది దీన్ని మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదిహేడు నైన్టీన్ సెవెంటీన్లో ఏర్పాటు చేశాడన్నమాట రైట్ ఇక మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే next Gilboa jail okay ఈ గిల్ బోవా జైల్ అనేది ఎక్కడుంది మనకి ఇజ్రాయెల్ దేశంలో ఉంది రైట్ సో ఇజ్రాయెల్ దేశం ముఖ్యంగా మనకి వాటి యొక్క సెక్యూరిటీ ఓకే సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా లేటెస్ట్ ఆర్మ్స్కి లేటెస్ట్ ఆర్మ్స్ అండ్ వెపన్స్కి చాలా ఫేమస్ ఇజ్రాయెల్ కానీ అలాంటి టైట్ సెక్యూరిటీ ఉన్న ఇజ్రాయెల్ దేశంలోని ఈ గిలోబోవా ఈ గిల్బోవా జైల్ గిల్బోవా జైల్ నుండి దాదాపు ఆరుగురు పాలెస్తీనాకి చెందిన మిలిటెంట్స్ ఆరుగురు తీవ్రవాదులు తప్పించుకున్నారు మనకి క్వశ్చన్ రావచ్చు సింపుల్గా గిల్ బోవా జైల్ ఏ దేశంలో ఉంది అంటే it is in Israel right ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే coal based hydrogen production okay so ఈ కోల్ని మండించడం ద్వారా హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం అండ్ ఈ హైడ్రోజన్ని మన ఎనర్జీ అవసరాల కోసం వాడుకోవడం ఓకే సో ఈ విధంగా కోల్ నుండి హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ రెండు కమిటీలను ఏర్పాటు చేసిందనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీలు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రెండు కమిటీస్ ఏంటి అంటే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఓకే దీనికి హెడ్గా శ్రీ వినోద్ కుమార్ తివారీ ఓకే వినోద్ కుమార్ తివారీ ఇతను టాస్క్ ఫోర్స్ కమిటీకి హెడ్గా అదేవిధంగా expert committee under the chairmanship of Shri R RK Malhotra ఇతను ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారన్నమాట అసలు ఈ రెండు కమిటీస్ దేనికి సంబంధించినవి అంటే కోల్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంటే బొగ్గు నుండి హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం దీనివల్ల ఈ హైడ్రోజన్ని ఉత్పత్తి అయిన హైడ్రోజన్ని మనము ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అన్నమాట ఓకే మనం పవర్ రీసోర్స్గా దీన్ని వాడుకోవచ్చు దీన్ని ఎగ్జామిన్ చేయడం కోసం పరిశీలించడం కోసం రెండు కమిటీస్ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది బొగ్గు మంత్రిత్వ శాఖ ఆ తర్వాత తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదే బుజుర్గో కీ బాత్ దేశ్ కే సాత్ ఓకే అసలు ఈ బుజుర్గో కీ బాత్ దేశ్ కే సాత్ అంటే ఏంటి ముఖ్యంగా బుజుర్గో కే సాత్ అంటే తొంభై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు లేదా సింపుల్గా వృద్ధులు అని చెప్పొచ్చు ఓకే సో ఎవరైతే వృద్ధులు తొంభై ఐదేళ్ళు పైబడి ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మనకి స్వాతంత్రం రాకముందు నుండి జీవించి ఉన్నారు అవునా సో ప్రస్తుతం ఇప్పుడు తొంభై ఐదు పైబడి ఏళ్ళు ఉన్న వాళ్ళు స్వాతంత్రం వచ్చే సమయానికి పద్దెనిమిదేళ్ల వాళ్ళుగా ఉండుంటారు అవునా సో ఈ తొంభై ఐదు ఏళ్ళ ముసలి వాళ్ళతో లేదా వృద్ధులతో ప్రస్తుతం ఉన్న యూత్ ఇంటరాక్ట్ చేయాలి ఓకే వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవాలి అని చెప్పి బుజుర్గో కి బాత్ దేశ్ కే సాత్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు union minister of culture so union minister of culture ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా భారత స్వాతంత్రం కన్నా ముందు జన్మించిన వృద్ధులు ప్రస్తుతం తొంభై ఐదు పై పైబడిన వాళ్ళు ఉంటారు తొంభై ఐదు వయసు పైబడిన వాళ్ళు ఉంటారు అవునా సో వాళ్ళతో ప్రస్తుతం యూత్ వీళ్ళు ఇంటరాక్ట్ కావాలి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవాలి భారతదేశ స్వాతంత్రం ఎలా లభించిందో తెలుసుకోవాలి ఒక విధంగా వాళ్ళ నుండి స్ఫూర్తి తీసుకోవాలి అని చెప్పేసి బుజుర్గౌ కి బాత్ దేశ్ కే సాత్ అని ఒక ప్రోగ్రాం లాంచ్ చేసింది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్న వారు ఎవరో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ తర్వాత బ్రిక్స్ సమిట్ అవునా so as a part of India's ongoing chairmanship of BRICS in twenty twenty one Shri Narendra Modi will chair the thirteenth BRICS summit most important so పదమూడవ బ్రిక్స్ సమావేశం తొమ్మిది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నిర్వహించారు ఆన్లైన్ పద్ధతిలో వర్చువల్ సమిట్ అంటాము సో ఈ సమావేశంలో నరేంద్ర మోడీ పాల్గొన్నాడు మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి రైట్ సో ఈ థీమ్ ఒకసారి మనం చూడాలి సో పదమూడవ బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ ఏంటి BRICS cooperation for continuity consolidation and consensus ఇది ఈ సమావేశం యొక్క ముఖ్యమైన థీమ్ అన్నమాట ఓకే సో దీనికన్నా ముందు దీనికన్నా ముందు మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది సెకండ్ టైం అన్నమాట సో ఒక బ్రిక్స్ సమావేశానికి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో అధ్యక్షత వహించడం ఇది రెండవసారి ఇంతకుముందు రెండు వేల పదహారులో జరిగిన రెండు వేల పదహారులో జరిగిన బ్రిక్స్ సమావేశానికి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహించారు అండ్ ఇది రెండవ సమావేశం సో మొదటిది రెండు వేల పదహారు రెండవది రెండు వేల ఇరవై ఒకటి right so next important topic that is bitcoin as legal tender so ఇటీవల మనకి దక్షిణ America so South America country South America కాంటినెంట్లో ఉన్న ఎల్ సాల్వడార్ ఓకే ఆ దేశం పేరేంటి ఎల్ సాల్వడార్ సో ఇటీవల ఎల్ సాల్వడార్ అనే దేశం తమ దేశంలో లీగల్ కరెన్సీగా బిట్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేసిందన్నమాట ఓకే సో దీన్నే మనం వచ్చి సింపుల్గా అంటే in the world to adopt bitcoin as legal tender అంటే సో ప్రస్తుతం మనము ఏదైతే మనీని కరెన్సీని వాడుతున్నామో దాని స్థానంలో దాని స్థానంలో బిట్ కాయిన్ని కూడా వాడబోతుంది ఎల్సాల్వడార్ ఓకే సో వాళ్ళు సంబంధించిన ఇప్పుడు సపోజ్ నా దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయనుకుందాం సో ఒకవేళ నేను ఎల్ సాల్వడార్ దేశంలో ఉంటే నా దగ్గర ఉన్న బిట్ కాయిన్స్తో కూడా నేను షాపింగ్ చేయొచ్చు కానీ ఇండియాలో అలా ఉందా మన దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నా కూడా మనం షాపింగ్ చేయలేము ఎందుకు అంటే భారతదేశంలో బిట్ కాయిన్స్ అనేవి లీగల్ టెండర్ కాదు కాబట్టి ఇటీవల ఎల్ సాల్వడార్ తమ దేశంలో బిట్ కాయిన్స్ని లీగల్ టెండర్గా ప్రకటించారు సో ఈ బిట్ కాయిన్స్తో మనము షాపింగ్ చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి ఇటీవల షెర్పా అనే పదం తరచుగా మనం వార్తల్లో వింటూ ఉంటాం అసలు ఈ షెర్పా అనే పదం ఏంటి అంటే ముఖ్యంగా ఇటీవల మనకి the government has appointed union minister of commerce and industries that is Piyush Goyal so మనకి పిక్చర్లో కనిపిస్తున్నాడు కదా సో పీయూష్ గోయల్ గారిని ఇటీవల భారతదేశ ప్రభుత్వం షెర్పాగా అపాయింట్ చేసిందనమాట అసలు ఈ షెర్పా అంటే ఏంటి సో నార్మల్గా మనకు జీ ట్వంటీ అదేవిధంగా జీ సెవెన్ జీ ఎయిట్ ఇలాంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి కదా అన్ని దేశాలతో జరిగే జరిగే సమావేశాలు సో మోస్ట్ పవర్ఫుల్ దేశాల గ్రూప్స్ని జీ ట్వంటీ అంటాము జీ ఎయిట్ అంటాము అవునా సో ఈ సమావేశాల్లో ఎన్నికల్లో ఒక దేశ అధినేత ఒక దేశ అధినేత తరఫున పాల్గొనబోయే మంత్రిని షెర్ప అంటామన్నమాట ఓకే అసలు ఈ షెర్ప అంటే ఎవరు ముఖ్యంగా నేపాల్లో గొర్రెలు కాచుకునే వాళ్ళు లేదా మేకలు కాచుకునే వాళ్ళను మనం ఏమంటాము షెర్ప అంటాం ఓకే సో ఈ షెర్పాలు ముఖ్యంగా ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కబోతున్నారో ఓకే సో వాళ్ళకు ఒక విధంగా మౌంట్ ఎవరెస్ట్కి దారి ఏ విధంగా దీన్ని ఎక్కాలి అని దారి చూపించే పశువుల కాపర్లను షెర్పాలు అంటాం అదేవిధంగా మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే షెర్పా అపాయింట్ అవ్వబడతాడన్నమాట ఓకే సో షెర్పాగా ఎవరు అపాయింట్ అవ్వబడతారు కేంద్రంలో పనిచేస్తున్న మంత్రి సో ఇటీవల షెర్పాగా ఎవరు అపాయింట్ అయ్యారు పీయూష్ గోయల్ అపాయింట్ అయ్యాడు ఇతని కన్నా ముందు షెర్పాగా పనిచేసింది ఎవరు సురేష్ ప్రభు సో మనకి రైల్వేస్ మినిస్టర్గా కూడా ఉన్నాడు మరి ఈ షెర్పా అపాయింట్మెంట్ అంటే ఏంటి ముఖ్యంగా అంతర్జాతీయ కూటముల యొక్క సమావేశం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క సమావేశాల్లో భారతదేశం ప్రభుత్వం తరఫున భారతదేశ అధినేత తరఫున ఎవరైనా ఒక మంత్రిని మనము షెర్పా అంటామన్నమాట షెర్పా ఓకే జనరల్గా షెర్పాల్ అంటే ఎవరు నేపాల్లో పశువుల కాపర్లు వీళ్ళు హిమాలయాల్లో దారి చూపించే బాటసారులకు దారి చూపించే అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి next important topic in news so ఇటీవల ఒక రిపోర్ట్ విడుదలైంది స్కూల్ ఎడ్యుకేషన్పై దీన్నే మనం the emergency report on school education అంటున్నాం సో ఈ emergency report on school education ఏం చెప్తుందో చూద్దాము సో ముఖ్యంగా it says that only eight percent of school students in rural India have been able to access online education so ఎప్పుడైతే ఈ కోవిడ్ పాండమిక్ ట్వంటీ ట్వంటీలో విస్తరించడం ప్రారంభమైందో ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ వేవ్ అని ట్వంటీ ట్వంటీ టూలో మనకి ట్వంటీ ట్వంటీ వన్లో సెకండ్ వేవ్ అని ఈ విధంగా దాదాపు ఎయిటీన్ మంత్స్ వరకు పిల్లలంతా స్కూళ్ళకి దూరం ఉన్నారు అండ్ వీళ్ళకు ఎడ్యుకేషన్ ఎలా కొనసాగింది ఆన్లైన్లో కొనసాగింది అవునా సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి ఓన్లీ గ్రామాల్లో గ్రామాల్లో కేవలం ఎనిమిది శాతం మందే ఈ ఆన్లైన్ విద్య ద్వారా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎడ్యుకేషన్కి దగ్గరయ్యారు సో మిగతా తొంభై రెండు శాతం మందికి మొబైల్ ఫోన్స్ అనుమతి లేక లేదా వాళ్ళ గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక వాళ్ళు చదువుకు దూరం అయిపోయారు ఓకే సో దాదాపు గ్రామాల్లో ముప్పై ఏడు శాతం మంది పిల్లలు మొత్తం చదువుకే బై బై చెప్పేశారు అనమాట సో వీళ్ళు ఇక చదువుకోరు మేము చదవము అని చెప్పేసి దాదాపు ముప్పై ఏడు శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకి గుడ్ బై చెప్పారు అదేవిధంగా మనకి ఒకసారి కనుక చూసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ని రెగ్యులర్గా చదువుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్లో ఆసక్తి చూపించిన వాళ్ళ విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో కేవలం అర్బన్ ఏరియాస్లో కేవలం ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసులను రెగ్యులర్గా విన్నారు ఇక రూరల్ ప్రాంతాల్లో కనుక ఎయిట్ పర్సెంట్ మాత్రమే విన్నారు అండ్ ఇది ఒక విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే పిల్లలు రాబోయే తరం ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక క్యాటస్ట్రోఫ్ అంటే పెను ప్రమాదంగా మారనుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ నుండి పిల్లలంతా దూరం అయిపోయే ఆస్కారం ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది ఆ రిపోర్ట్ పేరేంటి the emergency report on school education okay ఆ తర్వాత మనకు నెక్స్ట్ వార్తలో నిలిచిన అంశం దీన్నే మనము శిక్షక్ పర్వ్ అని అంటాం ఓకే సో ఇటీవల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శిక్షక్ పర్వ్ పేరుతో ఎడ్యుకేషన్లో సో విద్యలో అనేక కార్యక్రమాలని ప్రారంభించాడన్నమాట సో ఏమేం కార్యక్రమాలు ప్రారంభించాడో చూద్దాము ఒకటి Indian sign language dictionary so ఎవరైతే డెఫ్ డమ్ సో పుట్టు మూగ మరియు చెవిటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు సైన్స్ ద్వారా సో ఇలాంటి కొన్ని సైన్స్ ద్వారా మనము వాళ్ళకి మన చెప్పాలనుకుంటుందేందో తెలియజేస్తాం అవునా సో ఆ పిల్లలకు ఉపయోగపడేలా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ అనే దాన్ని ఒకటి ఆవిష్కరించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత మనకి school quality assurance and assessment framework of CBSE okay so ముఖ్యంగా సిబిఎస్ఈలో e సిబిఎస్ఈలో e నైపుణ్యాలను పెంచడం కోసం అదేవిధంగా సిబిఎస్సి e పనితీరును ఇంప్రూవ్ చేయడం కోసం school quality assurance and assessment framework దీన్ని ప్రారంభించాడు ఆ తర్వాత నిషిత పేరుతో సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ నిషిత పేరుతో ఒక టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాడన్నమాట ఇదే క్రమంలో విద్యాంజలి పోర్టల్ విద్యాంజలి పోర్టల్ పేరుతో ఇంకో కార్యక్రమాన్ని కూడా మనకి ఈ శిక్షక్ పరువు దినోత్సవ ప్రారంభంగా ప్రారంభించాడు Narendra Modi okay okay so ఒకసారి చూడండి నెక్స్ట్ టాపిక్ అదే Vidyanjali two point o portal okay so addressing the inaugural conflict of Shikshak Parv prime minister Narendra Modi launched Vidyanjali two point o portal so ముఖ్యంగా ఈ విద్యాంజలి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం okay so aim to strengthen schools through community and private sector development in schools across the India so ముఖ్యంగా మనకి భారతదేశంలో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి సో గవర్నమెంట్ మాత్రమే దీనిపై శ్రద్ధ పెట్టకుండా ప్రైవేట్ ఇండివిజువల్స్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఓకే సో ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి ప్రైవేట్ ఇండివిజువల్ సపోజ్ నేను నా నా నా ఏరియాలో ఉన్న స్కూల్స్ని డెవలప్ చేయడం కోసం ఒక పది లక్షల రూపాయలు విరాళంగా ఇస్తాను సో ఈ విధంగా గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ పర్సన్స్ని కూడా కమ్యూనిటీలో భాగంగా ఉన్న ప్రైవేట్ పర్సన్స్ని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో వాళ్ళని కూడా భాగస్వాములను చేయడం ఈ విద్యాంజలి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో శిక్షక్ పర్వ్ సో శిక్షక్ పర్వ్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఆవిష్కరించాడు విద్యాంజలి పోర్టల్ ఆ తర్వాత మనం చెప్పుకున్నాము నిషిత్ నిషిత అనే కార్యక్రమం టీచర్ ట్రైనింగ్ కార్యక్రమం అదేవిధంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ వీటన్నిటిని కూడా ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత మనకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ సో భారతదేశంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్గా దీన్ని చెప్పొచ్చు సో మామూలుగా విమానంలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ విమానం కేవలం దానికి డెసిగ్నేట్ చేసిన డెసిగ్నేట్ చేసిన హెలిప్యాడ్ దగ్గర లేదా ల్యాండింగ్ మార్గంలోనే ల్యాండ్ అవ్వాలి అవునా కానీ ఒకవేళ అది ఏదైనా ప్రాంతం మీదకి వెళ్ళి వెళ్తుంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి సడన్గా రోడ్డు మీద ఆపేయలేము విమానాన్ని అవునా సో ఇటీవల రాజస్థాన్లో రాజస్థాన్లో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ని డెవలప్ చేశారన్నమాట సో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ అంటే ఏంటి సపోజ్ విమానం వెళ్తుంది ఆ మార్గం గుండా వెళ్తుంది దీన్ని అర్జెంటుగా టేక్ అర్జెంటుగా కిందికి దింపాలి అనుకున్నారు అప్పుడు ఏం చేస్తుంది ఇది రోడ్డు మీదనే ఆగుతుంది అన్నమాట ఓకే సో నేషనల్ హైవేలో భాగంగా నేషనల్ హైవేలో భాగంగా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ని డెవలప్ చేశారు ఎక్కడ డెవలప్ చేశారు అంటే రాజస్థాన్లో okay so NH nine twenty five national highway nine twenty ఫైవ్లో భాగంగా మనకి ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ని డెవలప్ చేయ చేశారన్నమాట సో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవసరం ఉంటే అది నేషనల్ హైవేపై దిగిపోవచ్చు అన్నమాట సో దీన్నే మనం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ అంటాం so this is the first time that national highway will be used for emergency landing of aircrafts okay most important గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారి నేషనల్ హైవేల పైన విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేయవచ్చు అలాంటి వ్యవస్థను రాజస్థాన్లో ఆవిష్కరించారు డిఫెన్స్ మినిస్టర్ ఎవరు రాజ్నాథ్ సింగ్ ఆ తర్వాత మనకి ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ రంగంలో తమ రాష్ట్ర విద్యార్థులకు తమ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాన్ని చేసింది జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సో ఈ చట్టం ఏం చెప్తుంది అంటే దాదాపు ప్రైవేట్ ఉద్యోగాలలో ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ స్థానికులకే అదేవిధంగా monthly salary up to forty thousand so జార్ఖండ్లో ఉన్న స్థానికులకు ప్రైవేట్ రంగంలో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా వాళ్ళ జీతాలు మినిమం నెలకి నలభై వేలుగా నిర్ణయించింది ఈ బిల్లు ద్వారా జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట ఓకే సో ఒకసారి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడాలి once notified Jharkhand will become the third state after Andhra Pradesh and Haryana to pass a such okay so private రంగంలో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ స్థానికులకే కల్పించే రాష్ట్రాల జాబితాలో హర్యానా ఆంధ్రప్రదేశ్ తర్వాత జార్ఖండ్ మూడవ రాష్ట్రంగా అన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఇటీవల భారతదేశ ప్రభుత్వం మరియు పోర్చుగల్ పోర్చుగల్ దేశ ప్రభుత్వం ఒక ఒప్పంద పత్రం మీద సైన్ చేశాయి దీని ప్రకారం జరిగేది ఏంటి అని అంటే పోర్చుగల్ గవర్నమెంట్లో పోర్చుగల్ ప్రభుత్వంలో పనిచేయడం కోసం భారతదేశ భారతదేశ అధికారులను కూడా భారతదేశ అధికారులను కూడా రిక్రూట్ చేసుకోవచ్చు ఓకే అర్థమైంది కదా సో భారతదేశంలో పోర్చుగల్ అధికారులు పనిచేయచ్చు దాని ప్రకారం భారతదేశ ప్రభుత్వం వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు అదేవిధంగా పోర్చుగల్లో పనిచేయడం కోసం భారతదేశానికి చెందిన అధికారులను అక్కడ కూడా పనిచేయించుకోవచ్చు అన్నమాట దీన్నే ఒప్పంద పత్రం ఎవరి మధ్యలో భారతదేశం మరియు పోర్చుగల్ మధ్యలో ఆ తర్వాత మనకి Himalayan day twenty twenty one okay so ప్రతి సంవత్సరం తొమ్మిది సెప్టెంబర్ నైన్త్ సెప్టెంబర్ని మనం హిమాలయన్ డేగా సెలబ్రేట్ చేస్తామన్నమాట సో ఈ సంవత్సరం కూడా ఈ హిమాలయన్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది అండ్ ఈసారి ఈ హిమాలయన్ డేని సెలబ్రేట్ చేసింది ఎవరు అని అంటే National Mission for Clean Ganga National Mission for Clean Ganga in association with Naula foundation okay so ఈ రెండు సంస్థలు కలిసి తొమ్మిదవ September two twenty twenty one ninth సెప్టెంబర్ని హిమాలయన్ డేగా సెలబ్రేట్ చేశారు అండ్ ఈ సంవత్సరం హిమాలయన్ డే యొక్క థీమ్ థీమ్ ఏంటి అంటే contribution of Himalayas and our responsibilities okay హిమాలయాల పట్ల మన బాధ్యత ఏంటి అదేవిధంగా మనం హిమాలయాస్కి ఏ విధంగా సహాయపడుతున్నాము ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అన్నమాట సో ఒకసారి దీని వెనకాల ఉన్న చరిత్ర చూద్దాం హిమాలయ దివస్ లేదా Himalayan day is celebrated on ninth September in the state of Uttarakhand Uttarakhand రాష్ట్రంలోనే దీన్ని సెలబ్రేట్ చేస్తారన్నమాట సో రెండు వేల పదిలో ఈ హిమాలయన్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది అండ్ ఇక అధికారికంగా అఫీషియల్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ హిమాలయన్ డేని సెలబ్రేట్ చేస్తుందన్నమాట ఆ తర్వాత ఇటీవల India rankings twenty twenty one so ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు ఓకే ఐఐటీలు కానివ్వండి ఐఐఎంలు కానివ్వండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లు కానివ్వండి వీటికి సంబంధించి ర్యాంకింగ్స్ భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న విద్యా సంస్థలేవి అని ఇటీవల ర్యాంకింగ్ విడుదల చేశారనమాట దీన్నే మనం India rankings twenty twenty one అంటున్నాం అండ్ ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది ఎవరు అంటే union education minister so who is our union education minister comment it in the comment section right so institutional ranking framework national institution ranking framework అంటాము ఈ ర్యాంకింగ్స్ని రైట్ సో విద్యా సంస్థలకి ఇచ్చే ర్యాంకింగ్స్ని ఏమంటాము నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటాము అండ్ ఈ ర్యాంకింగ్స్ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంజనీరింగ్ విద్యలో ఓకే ఇంజనీరింగ్ విద్యలో భారతదేశంలోనే టాప్ నెంబర్ వన్ కాలేజ్గా నిలిచింది Indian institute of technology Madras okay ఆ తర్వాత Indian institute of science Bengaluru okay Indian institute of science Bengaluru విషయానికి వస్తే యూనివర్సిటీ హోదాలో అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంటే పరిశోధన పరిశోధన చేసే సంస్థల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది IISc Bengaluru Indian institute of science ఆ తర్వాత మనం ఒకసారి చూద్దాం ఐఐఎం అహ్మదాబాద్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ చదువుల విషయానికి వస్తే మేనేజ్మెంట్ చదువుల విషయానికి వస్తే ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది ఇక మెడికల్ విద్య విషయానికి వస్తే AIIMS Delhi all India institute of medical sciences మొదటి స్థానంలో నిలిచిందన్నమాట ఫార్మసీ విషయానికి వస్తే మనకి జామియా హమ్దర్ద్ ఈ సంస్థ ఫస్ట్ స్థానంలో నిలిచింది క్లియర్ ఆ తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న కాలేజెస్ విషయానికి వస్తే మిరాండా కాలేజ్ ఇది మొదటి స్థానంలో నిలిచిందన్నమాట ఓకే ఇక ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఐఐటి రూర్కి మొదటి స్థానంలో నిలిచింది క్లియర్ ఆ తర్వాత మనకి లా లా విషయానికి వస్తే మనకి national law school of India university బెంగళూరులో ఉంది ఇది లా విద్యలో టాప్ కాలేజ్గా నిలిచిందన్నమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ విద్యకు ఐఐటి మద్రాస్ యూనివర్సిటీ హోదా మరియు పరిశోధన సంస్థగా ఐఐఎస్సి బెంగళూరు ఓకే మొత్తం భారతదేశంలోని అన్ని కాలేజీలో first rank Miranda college management విద్యలో ఐఐఎం అహ్మదాబాద్ మెడిసిన్ విద్యలో ఏఐఎంఎస్ అంటే all India institute of medical sciences New Delhi pharmacy విద్యలో Jamia Hamdard college right so వీటిని మనం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ అంటాము విద్యా మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేస్తుంది ఆ తర్వాత Main Bhi digital three point so ముఖ్యంగా వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఓకే వీధి వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ అంటాం కదా సో వీధిలో పండ్లు అమ్ముకునే వాళ్ళు లేదా రకరకాల వస్తువులను అమ్ముకునే వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అంటాం సో ఈ స్ట్రీట్ వెండర్స్లో ఈ వీధి వ్యాపారుల్లో డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడం సో వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేసేలా వాళ్ళని ప్రోత్సహించడం కోసం Main Bhi digital three point O పేరుతో కార్యక్రమం లాంచ్ చేశారన్నమాట ఓకే సో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన రెండు మంత్రిత్వ శాఖలు ఏంటి ఒకటి గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్నే మనం ministry of housing and urban affairs అంటాము ఆ తర్వాత MeitY ministry of electronics and information technology so ఈ రెండు సంస్థలు కలిపి మైబీ డిజిటల్ త్రీ పాయింట్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశాయి ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ కార్యక్రమం ద్వారా స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులను కూడా డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లించడం సో వాళ్ళు కూడా తమ బండి మీదనో లేదంటే తమ చిన్న షాప్ దగ్గర డిజిటల్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేసేలా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకోండి రైట్ ఆ తర్వాత next important topic that is world's northernmost island so ఇటీవల ప్రపంచంలోనే ఉత్తరాగ్ర ఐలాండ్గా ఉత్తరాగ్ర ద్వీపంగా ఒక ద్వీపాన్ని గుర్తించారు అండ్ ఎక్కడ గుర్తించారు గ్రీన్లాండ్ సో ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ ఏది అతిపెద్ద ద్వీపం ఏది గ్రీన్లాండ్ అంటాం అవునా సో ఈ గ్రీన్లాండ్ అనే ద్వీపానికి ఉత్తరాన ఒక ద్వీపాన్ని ఒక ఐలాండ్ని కనిపెట్టారు రీసెర్చర్స్ అండ్ దీన్ని ఏమంటున్నారంట వాళ్ళు అంటే ప్రపంచంలోనే నార్దర్న్ మోస్ట్ ఉత్తరాగ్రానికి ఉన్న ద్వీపం ఏది అని అంటే ఈ ద్వీపంగా చెప్తున్నారు వరల్డ్స్ నార్దర్న్ మోస్ట్ ఐలాండ్ ఎక్కడ డిస్కవర్ చేశారు మనకి ఆర్కిటిక్ ఓషన్లో గ్రీన్లాండ్ అనే ద్వీపానికి పైన ఓకే సో దీన్నే మనం ఏమంటున్నారు దీన్ని పేరు ఏమని పెట్టుతున్నారంట అంటే కుకెర్టాక్ అవర్నర్ ల్యాక్ ఓకే కుకెర్ ట్యాక్ అవర్నర్ ల్యాక్ దీని పేరు ఏమని పెట్టాలనుకున్నారంట నాక్ అవనర్ ల్యాక్ అంటే ప్రపంచంలోనే నార్దర్న్ మోస్ట్ ఐలాండ్ అని అర్థం సో ఇటీవల ఎక్కడ కనిపెట్టారు గ్రీన్లాండ్కి పైన గ్రీన్లాండ్కి ఉత్తరాన ప్రపంచంలోనే ఉత్తరాగ్ర ద్వీపంగా దీన్ని గుర్తించారన్నమాట సో ఈ శాస్త్రవేత్తలు ఎవరు అంటే మనకి డెన్మార్క్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల నార్దర్న్ మోస్ట్ ఐలాండ్ని గుర్తించారు అండ్ దానికి ఈ పేరును పెట్టాలనుకుంటున్నారు ఇది గ్రీన్లాండిక్ భాష అన్నమాట ఓకే కుకెర్ ట్యాక్ అవనర్ ల్యాక్ అంటే northernmost island in the world అని అర్థం గ్రీన్లాండ్ భాషలో రైట్ ఆ తర్వాత మనకి నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి మొట్టమొదటి dugong conservation reserve okay dugong అంటే ఒక రకమైన సముద్ర తిమింగలంగా చెప్పొచ్చు అన్నమాట మనం ఓకే సో తిమింగలం అంత పెద్ద సైజు ఉండదు కానీ ఇవి సముద్రంలో చాలా వాల్యుయబుల్ జీవులు అన్నమాట సో వీటిని సంరక్షించే ఉద్దేశంతో డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలోని సో ఇది మనం భారతదేశ సీ కోస్ట్ అనుకుంటే సౌత్ ఈస్ట్ పాయింట్ సో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారన్నమాట ఓకే సో ఇక్కడ మనకు శ్రీలంక ఉంటుంది కదా ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రాంతాన్ని మనము పాక్ జలసంధి లేదా పాక్ బే అని అంటాం సో ఈ ప్రాంతంలో భారతదేశంలోని మొట్టమొదటి డుగాంగ్ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు తమిళనాడులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ డుగాంగ్ల విషయానికి వస్తే ఈ డుగాంగ్ల విషయానికి వస్తే ఇవి ఐయుసిఎన్ లిస్టులో వల్నరబుల్గా కేటగరైజ్ చేయబడ్డాయి అన్నమాట okay so south east coast of తమిళనాడులో అదేవిధంగా డుగాంగ్ ఆర్ సీకవ్ వీటిని ఏమంటాము డుగాంగ్ ఆర్ స్టీకవ్ అంటాము అండ్ వీటిని అండమాన్ అండ్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాల సమూహానికి జంతువుగా కూడా okay so dugong is the state animal state animal for Andaman and Nicobar islands ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇటీవల ఇటీవల a city on the sea పేరుతో ఓకే లగ్జరీ క్రూయిజ్ సర్వీస్ని ప్రారంభించారు సో క్రూయిజ్ సర్వీస్ అంటే ఏంటి సముద్ర ప్రయాణం అన్నమాట సింపుల్గా okay so IRCTC Indian railway catering and tourism corporation along with Cordelia cruises so ఈ రెండు సంస్థలు కలిపి సముద్రంపై మంచి లగ్జరీ అనుభూతిని కలిగించేలా లగ్జరీ అనుభూతిని కలిగించేలా మనకి లక్షద్వీప్ గోవా దామనందియు కొచ్చిన్ మరియు తమిళనాడు ముంబై సో ఈ తీర ప్రాంతం అంతా కూడా ఈ లగ్జరీ షిప్లో షిప్లో ప్రయాణించడానికి టూరిజం శాఖ ఒక విధంగా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అన్నమాట సో సెప్టెంబర్ పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి ఈ సేవలు ప్రారంభమవునున్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ షిప్లో ఎక్కొచ్చు టికెట్ బుక్ చేసుకొని రైట్ ఆ తర్వాత మనకి అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ ఇన్ డెప్ట్ ఇటీవల ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఒక సర్వేని ప్రకటించింది ఈ సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్న మొత్తం రైతులలో యాభై శాతానికి పైగా అప్పులలో ఉన్నారు అండ్ ఒక్కొక్కరిపై ఎంత అప్పు ఉందంట అంటే డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఒక్క రూపాయి దాదాపు ప్రతి ఒక్క రైతు మీద ఉన్న అప్పు ఓకే సో ఎవరు చెప్తున్నారు ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ చెప్తుంది ఆ తర్వాత మనకి హీరాఖండ్ ఎక్స్ప్రెస్ సో ఇటీవల హిరాఖండ్ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెస్ అంతా కూడా ఎల్హెచ్బి బోగీస్తో తయారు చేశారన్నమాట సో ఎల్హెచ్బి బోగీస్ అంటే ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇవి ముఖ్యంగా ఈ ఎల్హెచ్బి బోగీస్ చాలా లైట్గా ఉంటాయి ట్రెడిషనల్ బోగీలతో పోలిస్తే అదేవిధంగా ఈ బోగీల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు ట్రైన్ స్పీడ్గా వెళ్తే మనకు కొంచెం కుదుపుతూ ఉంటాయి అవునా సో ఈ ఎల్హెచ్బి బోగిల్లో అలాంటి కుదుపులు ఉండవు అన్నమాట సో ఈ ఎల్హెచ్బి టెక్నాలజీ బోగిల వల్ల మనకి మన ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది ఎల్హెచ్బి యొక్క అబ్రివేషన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇటీవల హిరాఖండ్ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ని లాంచ్ చేశారు సో దీన్ని మొత్తం ఎల్హెచ్బి బోగిలతో తయారు చేశారు అసలు ఈ హిరాఖండ్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడుస్తుంది అంటే మనకు జగదల్పూర్ సో ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుండి ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్కు భువనేశ్వర్ వరకు ఈ ట్రైన్ నడుస్తుందన్నమాట ఓకే సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల మధ్యలో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది రైట్ ఆ తర్వాత మనకి national commission for minorities so చాలా సంవత్సరాల తర్వాత ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి నార్మల్గా ముస్లిం వ్యక్తో లేదా క్రిస్టియన్ వ్యక్తో అపాయింట్ అయ్యేవాడు చైర్మన్గా కానీ చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక సిక్కు వ్యక్తిని నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్గా నియమించింది so who is appointed as the new chairman of national commission on minorities అంటే సర్దార్ ఇక్బాల్ సింగ్ లల్పురా సర్దార్ ఇక్బాల్ సింగ్ లల్పురాని ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి చైర్మన్గా అపాయింట్ చేశారు most important so nineteen seventy ఎయిట్లో మొట్టమొదటిసారి గవర్నమెంట్ మైనారిటీస్ కమిషన్ ఏర్పాటు చేయాలనుకుంది అండ్ దానికి అనుగుణంగా national commission for minorities nineteen ninety two చట్టం ద్వారా నేషనల్ మైనారిటీస్ కమిషన్ని ఏర్పాటు చేసింది ఇది ఒక చట్టబద్ధ సంస్థ statutory organization so what is meant by statutory organization comment it in the comment section right so ఇక నేషనల్ మైనారిటీస్ కమిషన్ విషయానికి వస్తే ఇందులో మొత్తం ఒక చైర్మన్ వైస్ చైర్మన్ మరియు ఐదుగురు సభ్యులు ఉంటారు అండ్ వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది రైట్ ఆ తర్వాత మనకి automatic machine for the production of conical shaped fireworks అంటే ముఖ్యంగా మనకి దివాళీ టైంలో దివాళీ టైంలో కోన్ షేప్లో ఉండే ఫైర్ వర్క్స్ ఉంటాయి కదా చిచ్చుబుడులు అంటాం సో ఈ కొనికల్ షేప్లో ఉన్న ఫైర్ వర్క్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం దాదాపు ఇరవై సంవత్సరాల పేటెంట్ అధిక హక్కులను పేటెంట్ హక్కులను the MSME tool room Hyderabad central institute of tool design ఈ పేటెంట్ హక్కులను పొందిందన్నమాట సో ఈ పేటెంట్ హక్కుల ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ central institute of tool design హైదరాబాద్లో ఏదైతే ఉందో ఈ సంస్థ దీనికి ఇరవై సంవత్సరాలు పేటెంట్ హక్కు లభించిందన్నమాట ఏ విధంగా అంటే కోన్ షేప్లో ఉండే కోన్ షేప్లో ఉన్న టపాకాయలను లేదా కోన్ షేప్లో ఉండే చిచ్చుబుళ్ళను మ్యానుఫ్యాక్చర్ ఆ డిజైన్పై హక్కు వీటికి లభించింది అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి world suicide prevention day so September పదిని సెప్టెంబర్ పదిని మనము ప్రతి సంవత్సరం సూసైడ్ ప్రివెన్షన్ డే ఆత్మహత్య నిరోధక దినోత్సవంగా జరుపుకుంటాము ఒకసారి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము మనకి ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారిలో పదిహేడు సూసైడ్ అనేది పదిహేడవ కారణంగా ఉంది ఓకే అదేవిధంగా మనకి ఎవ్రీ ఫార్టీ సెకండ్స్ ప్రతి నలభై సెకండ్లకు ప్రతి నలభై సెకండ్లకు ఒకరు సూసైడ్ ద్వారా చనిపోతున్నారు సో ఈ సూసైడ్ నిరోధన లేదా ఈ సూసైడ్ని మనం ఎలా నిరోధించవచ్చు సో ఏ మనిషి ఏ మనిషిలోనైనా ఈ సూసైడల్ టెండెన్సీస్ కనిపిస్తుంట కనిపిస్తే అతన్ని ఏం చేయాలి మనం దగ్గరికి తీసుకోవాలి సో అతని బాధ ఏంటో మనం పంచుకోవాలి ఈ విధంగా సూసైడ్ చేసుకునే ఆలోచనలు అనేవి ఆ మనిషి యొక్క మైండ్లో నుంచి మనం తీసేయచ్చు so September tenth world suicide prevention day right most important September ninth Himalayan day so మన నెక్స్ట్ టాపిక్ సో ఇటీవల మనకి ఈ వంట నూనెలు లేదా వీటినే మనం సింపుల్గా ఎడిబుల్ ఆయిల్స్ అంటాం అవునా సో ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఏంటి మన వంటల్లో వాడే నూనెల్ని ఎడిబుల్ ఆయిల్స్ అంటాము సో ఈ ఎడిబుల్ ఆయిల్స్ పైన డ్యూటీ ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగిందన్నమాట సో మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మనకి వంట నూనె ధరలు అనేవి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అవునా సో ఒక విధంగా ఈ ధరలను నియంత్రించడం కోసం అదుపులోకి తేవడం కోసం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డ్యూటీని తగ్గించడం జరిగింది ఏ ఏ ఆయిల్స్ పైన తగ్గించింది అంటే పామ్ ఆయిల్ మీద సోయాబీన్ ఆయిల్ మీద అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్ మీద సో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కువగా వంట నూనెలో భాగంగా వాడే ఆయిల్స్ ఇవన్నీ అన్నమాట ఓకే పామ్ ఆయిల్ ఆ తర్వాత మనకి సోయాబీన్ ఆయిల్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అండ్ వీటిని ఈ ధరలను తగ్గించడం కోసం డ్యూటీని తగ్గించడం జరిగింది టూ పాయింట్ ఫైవ్కి తగ్గించిందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఓకే సో లెవెన్త్ సెప్టెంబర్ నుండి ఈ తగ్గించిన డ్యూటీతో వంట నూనె ధరలు నిర్ణయించబడతాయన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ అదేవిధంగా గుర్తుపెట్టుకోండి the standard rate of duty on refined palm oil refined soybean oil refined sunflower oil to thirty two point five percent అంటే ఇంతకుముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు దాన్ని thirty two five point five పర్సెంట్కి పరిమితం చేశారన్నమాట టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డ్యూటీని తగ్గించి ఆ తర్వాత నెక్స్ట్ వార్త చూద్దాము that is direct carbon air capture okay so ఇక్కడ మనకి ఐస్లాండ్ అనే దేశం యూరోప్లో ఉన్న ఈ ఐస్లాండ్ అనే దేశం ఏం చేసింది అంటే డైరెక్ట్గా గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆ కార్బన్ డైఆక్సైడ్ని భూమి పొరల్లో నిక్షిప్తం చేస్తారన్నమాట okay so the carbon dioxide present in the air is captured by a machinery and that air is burned in the earth crust so ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ కార్బన్ అంతా ఎర్త్ క్రస్ట్లో బరీ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంట్లోకి అంటే పర్యావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదల కాదన్నమాట సో ఈ విధంగా ఇలాంటి ఒక సిస్టమ్ని మొట్టమొదటిసారి రూపొందించి ప్రయోగంలోకి తీసుకొని వచ్చింది ఐస్లాండ్ అనే దేశం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఓర్కా దాని పేరు ఏమని పెట్టారు ఆ ఓర్కా అని ఈ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసే ఆ మొత్తం ఫెసిలిటీ పేరుని ఓర్కా అని పెట్టారు ఐస్లాండ్ దేశంలో ఈ టెక్నాలజీని వాడుతున్నారన్నమాట okay so the largest direct air carbon capture capture facility అంటాం దీన్ని okay direct air carbon capture facility so మనకి ఇక్కడ పర్యావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది అవునా సో దీన్ని ఏం చేస్తున్నారు ఈ విధంగా క్యాప్చర్ చేస్తున్నారు అవునా సో క్యాప్చర్ చేసిన తర్వాత అది భూమి పొరల్లోకి వెళ్తుంది భూమి పొరల్లో నుండి దాని నుండి కొత్తగా ఎనర్జీని ఉత్పత్తి చేస్తారన్నమాట రైట్ అదేవిధంగా ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం అలాగే బరీ చేసి పెడితే బొగ్గు కూడా ఫామ్ అవుతుంది సో ఈ విధంగా వెహికల్స్ ఫ్యాక్టరీస్ నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని పర్యావరణంలోకి కాకుండా భూమి పొరల్లో నిక్షిప్తం చేసి దాన్ని ఫర్దర్గా ఎనర్జీ ప్రొడక్షన్ కోసం వాడడం ఈ ఫెసిలిటీని మనం ఏమంటున్నాము అంటే direct air carbon capture facility Iceland దేశంలో విజయవంతంగా దీన్ని ప్రయోగించారు మోస్ట్ ఇంపార్టెంట్ సో దీనిపై క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట రైట్ ఆ తర్వాత మనకి colour coded weather warning okay so మనకి ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ అంటాం కదా సో భారతదేశ వాతావరణ శాఖ మనకి వర్షపాతాల గురించి అదేవిధంగా ఎండలు ఎలా ఉండబోతున్నాయి వీటన్నిటికి సంబంధించిన సమాచారం అందించే ఒక పెద్ద శాఖ అన్నమాట అవునా సో దీనికి సంబంధించి మనకు ఇప్పుడు ప్రస్తుతం రెయినీ సీజన్ నడుస్తుంది కాబట్టి మాన్సూన్ సీజన్ నడుస్తుంది కాబట్టి వర్షాలు అనేవి అధికంగా పడుతున్నాయి ముఖ్యంగా ఈ వర్షాల విషయానికి వస్తే ఢిల్లీలో కూడా వర్షాలు అనేవి అధికంగా పడుతున్నాయి సో ఐఎండి ఒక ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది ఓకే సో ఢిల్లీ ప్రాంతానికి ఐఎండి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ కలర్ కోడెడ్ అలర్ట్స్ ఏంటి అంటే ఆరెంజ్ కలర్ అలర్ట్ జారీ చేస్తే ఎలాంటి ప్రమాదం అదేవిధంగా ఏ ఏ కలర్లు ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి మనకి గ్రీన్ సో గ్రీన్ కలర్ అలర్ట్ని జారీ చేసింది అనుకోండి వాతావరణ శాఖ మనకి ఆల్ ఈజ్ వెల్ సో ఎలాంటి ప్రమాదం లేదు సాధారణ వర్షపాతం అని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఎల్లో ఎల్లో అనగానే మనకి ఎల్లో కలర్తో ఉన్న అవేర్నెస్ లేదా ఎల్లో కలర్ అలర్ట్ని కనుక ఐఎండి జారీ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే సో ఏం ఇండికేట్ చేస్తుంది yellow indicates severely bad weather severely bad weather ఆ తర్వాత ఆరెంజ్ ఆర్ అంబర్ అంటే ఒక విధంగా మనకి కాషాయ రంగు లేదా ఆరెంజ్ రంగు నారింజ రంగు అలర్ట్ని కనుక ప్రిపేర్ ఒకసారి జారీ చేస్తే is issued as a warning to extremely bad weather yellow bad bad weather orange extremely bad weather ఇక రెడ్ విషయానికి వస్తే రెడ్ విషయానికి వస్తే సో చాలా చాలా బ్యాడ్ వెదర్ ఒక విధంగా సగటు మనిషి జీవితాన్ని డిస్టర్బ్ చేసే అంతలా వాతావరణం ఉండబోతుంది అని అర్థం ఓకే సో రెడ్ అంటే డేంజర్ కాబట్టి సో ఇక్కడ కూడా రెడ్ కలర్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది ఏదైనా ప్రాంతానికి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఢిల్లీలో కురుస్తున్న వర్ష వర్షాలను గుర్తుపెట్టుకొని వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ అలర్ట్ని జారీ చేసింది ఆ తర్వాత మనకి two plus two ministerial dialogue between India and Australia so India మరియు ఆస్ట్రేలియా మధ్యలో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యలో అంటే భారతదేశ రక్షణ మంత్రి అదేవిధంగా భారతదేశ విదేశాంగ మంత్రి అండ్ వైజే వర్స అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన రక్షణ మంత్రి అదేవిధంగా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి ఈ నలుగురు మంత్రుల సమావేశాన్ని మనము two plus two ministerial dialogue అని అంటున్నాం సో ఇక్కడ ఏ రెండు మంత్రిత్వ శాఖలు లేదా ఏ ఏ ఇద్దరు మంత్రులు పాల్గొంటున్నారు ఒకరు డిఫెన్స్ మినిస్టర్ అయితే అంటే ఇంకొకరు foreign affairs minister okay foreign affairs minister so రెండు దేశాలకు చెందిన ఇండియా మరియు ఆస్ట్రేలియా ఈ రెండు దేశాలకు చెందిన డిఫెన్స్ మరియు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మీటింగ్లో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు ఆస్ట్రేలియా మరియు భారతదేశం మధ్యలో ఉన్న రక్షణ సంబంధాలను డిఫెన్స్ రిలేషన్స్ని బలపరచుకోవడం అదేవిధంగా డిప్లొమాటిక్ రిలేషన్స్ని బలపరచుకోవడం ఈ ఉద్దేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట రైట్ సో మనకి క్వశ్చన్ అడగొచ్చు ఇటీవల two plus two defence minister మరియు ఫారెన్ మినిస్టర్ డైలాగ్ ఇటీవల మనం ఏ దేశంతో చేశాము అంటే దట్ ఈస్ ఆస్ట్రేలియా ఆ తర్వాత మనకి చిల్డ్రన్స్ కోడ్ సో నార్మల్గా ప్రజెంట్ ఇంటర్నెట్ యుగం అంటున్నాం అవునా సో ప్రస్తుతం ఉన్న కాలాన్ని ఇంటర్నెట్ యుగం అంటున్నాం అండ్ చిన్నపిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళు ఫోన్లలో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో మనము ఒక విధంగా వాళ్ళపై కాన్స్టెంట్గా పర్యవేక్షణ పెట్టలేము అవునా ఒక విధంగా ఈ పిల్లలు ఆ మొబైల్స్లో చూడ ఏవేవో చూడడం వల్ల వాళ్ళ మైండ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి సో పిల్లలు మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళను డిస్టర్బ్ చేసే విధంగా ఓకే వాళ్ళను డిస్టర్బ్ చేసే విధంగా వాళ్ళ మైండ్ చేంజ్ అయ్యే విధంగా కంటెంట్ని పబ్లిష్ చేయొద్దు okay so social media platforms అయిన ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి టిక్టాక్ కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకు అవసరం లేని కంటెంట్ని సో దాంట్లో అడల్ట్ కంటెంట్ ఉండొచ్చు న్యూడిటీ ఉండొచ్చు వాయిలెన్స్ ఉండొచ్చు సో ఇలాంటివన్నీ పిల్లల మెదడులను ఖరాబ్ చేస్తున్నాయని చెప్పేసి చిల్డ్రన్స్ కోడ్ పేరుతో ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది అన్నమాట ఓకే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది క్లియర్ సో ఈ చట్టం ద్వారా ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరినీ కూడా ఈ చట్టానికి లోబడి పనిచేయాలి చిల్డ్రన్స్ కోడ్ పేరుతో ఇటీవల చట్టాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే దట్ ఈస్ యూకే రైట్ ఆ తర్వాత మనకి most important battle of Saragarhi okay so మనందరికీ తెలుసు అక్షయ్ కుమార్ ఒక మూవీ తీశాడు కేసరి అని సో ఆ కేసరి మూవీ యొక్క బ్యాక్డ్రాప్ ఏంటి అంటే ఇదే battle of Saragarhi okay so September పన్నెండవ తారీఖుకి సెప్టెంబర్ పన్నెండవ తారీఖుకి ఈ బ్యాటిల్ ఆఫ్ సారాగరి సారాగరి యుద్ధం జరిగి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందన్నమాట ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు సో ఈ బ్యాటిల్ ఆఫ్ సారాగరి ఎక్కడ జరిగింది అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలో ఓకే సో దీన్నే ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళు north west frontier province so ఈ బ్యాటిల్ ఆఫ్ సారాగరి యొక్క రెలవెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే కేవలం ఇరవై రెండు మంది సిక్ సోల్జర్లు కేవలం ఇరవై రెండు మంది సిక్ సోల్జర్లు దాదాపు ఎనిమిది వేల మంది ఓకే ఎనిమిది వేల మంది పాకిస్తాన్ ట్రైబ్ లీడర్స్ లేదా పాకిస్తానీ ట్రైబల్ ఫైటర్స్ అఫ్రీదీలని సో ఇలా చాలామంది తెగలకు సంబంధించిన పాకిస్తాన్ తెగలకు సంబంధించిన చాలామంది దాదాపు ఎనిమిది వేల మందితో ఇరవై రెండు మంది సిగ్ సోల్జర్స్ ఫైట్ చేయడం జరిగిందన్నమాట సో దాదాపు వీళ్ళు ఈ సారాగరి అనే ప్రదేశాన్ని పాకిస్తాన్ సేనలు ఆక్యుపై చేసుకోకుండా కేవలం ఇరవై రెండు మంది ఎనిమిది వేల మంది పాకిస్తాన్ సైనికులను అడ్డుకున్నారు ఏడు గంటల పాటు సో అల్టిమేట్గా పాకిస్తాన్ వాళ్ళు దాన్ని వశం చేసుకున్నారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టారు కానీ కేవలం ఇరవై రెండు ఇరవై రెండు మంది సోల్జర్స్ దాదాపు ఎనిమిది వేల మందిని ఏడు గంటల పాటు నిలవరించగలరన్నమాట ఓకే సో దీంట్లో భాగంగా మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ ఇరవై రెండు మందికి నాయకత్వం వహించింది హవిల్దార్ ఈషన్ సింగ్ ఓకే సో ఈషర్ సింగ్ అనే వ్యక్తి ఈ ఇరవై మంది సిక్ సైనికులకి నాయకత్వం వహించాడనమాట right so battle of Saragarhi అనేది భారతదేశ చరిత్రలో ఒక important battle and Sikh soldiers యొక్క బ్రేవరీ సిక్ సోల్జర్స్ యొక్క సామర్థ్యాలను తెలిపే ఒక బ్యాటిల్గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది సో దీనికి సంబంధించి మనకు కంప్లీట్ అవగాహన కావాలి అంటే you can watch Kesari movie present in Amazon Prime Video right ఆ తర్వాత మనకి రాణికేట్ ఫెర్నరీ క్లియర్ సో భారతదేశంలోనే అతిపెద్ద ఫెర్నరీ అసలు ఫెర్నరీ అంటే ఏంటి ఫెర్నరీ అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫర్న్స్ అంటాం ఓకే సో చెట్లలో మనకి చాలా రకాలు ఉంటాయి కదా ఇక్కడ మనం మాట్లాడుకునే చెట్లు ఏంటి ఫర్న్స్ సో ఫర్న్స్ అంటే పుష్పాలు ఇయ్యని చెట్లను ఫర్న్స్ అంటాం okay so non flowering plants ఏ చెట్టుకైతే పుష్పాలు రావో వాటిని ఫర్న్స్ అంటాం అన్నమాట ఓకే సో ఈ ఫర్న్స్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి మనకి ఫర్న్స్కి ఎగ్జాంపుల్స్ చాలా చూడొచ్చు మనం బయట వెళ్ళినప్పుడు రైట్ సో ఫర్న్స్ అంటే ఏంటి అంటే పుష్పాలు లేని పుష్పాలు పూయించలేని చెట్లను ఫర్న్స్ అంటాము అండ్ భారతదేశంలోనే అతిపెద్ద ఫర్నరీ ఓకే భారతదేశంలోనే అతిపెద్ద ఫర్నరీ సో మామూలుగా ప్లాంట్స్ చెట్లు ఉంటే దాన్ని నర్సరీ ఎలాగంటామో ఫర్న్స్ ఉంటే దాన్ని ఫర్నరీ అంటాము ఓకే సో భారతదేశంలోనే అతిపెద్ద ఫర్నరీని ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాణిఖేట్లో ఏర్పాటు చేశారన్నమాట సో రాణిఖేట్ అనేది ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్గా కూడా ఉంది ఏ రాష్ట్రంలో ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఈ రాణిఖేట్ రైట్ సో రాణిఖేట్లో భారతదేశంలోనే అతిపెద్ద ఫర్నరీని ఏర్పాటు చేశారు మరి ఫర్న్స్ అంటే ఏంటి పుష్పాలు విధిల్చని లేదా పుష్పాలు ఫ్లవర్స్ లేని చెట్లను నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మనము ఫర్న్స్ అంటామన్నమాట ఆ తర్వాత next important topic that is NDEAR so ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్డిఆర్ పేరుతో ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అనమాట మరి what is this NDEAR program అంటే ముఖ్యంగా మనకి ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న ఈ సమయాల్లో ఆన్లైన్ విద్యకి ఓకే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యతని ఏర్పడింది అవునా సో ఇప్పుడు ఎడ్యుకేషన్ని ఆన్లైన్లో ఎలా అందించాలి వాటికి సంబంధించి గైడ్ లైన్స్ ఏం రూపొందించాలి ఏ విధంగా ఆన్లైన్ విద్యను ప్రజల్లోకి లేదా విద్యార్థుల్లోకి తీసుకెళ్ళాలి ఈ ఆన్లైన్ విద్యకు సంబంధించి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి సో ఇలాంటి అన్ని విషయాలతో కూడుకున్న ఒక ప్లాట్ఫామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేయబోతుంది దాన్నే మనము ఎన్డిఆర్ అంటున్నాం ఏమంటున్నాము ఎన్డిఆర్ సో ఎన్డిఆర్ అంటే ఏంటో చూడండి national digital educational architecture okay most important national digital education educational architecture అంటే ఈ డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా డిజిటల్ డిజిటల్ ఎడ్యుకేషన్ని అందించాలి ఏ విధంగా డెవలప్ చేయాలి వీటన్నిటికి సంబంధించి ఒక పోర్టల్ని లాంచ్ చేయబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్డీఆర్ పేరుతో సో ఎన్డీఆర్ వార్త ఇటీవల వార్తల్లో నిలిచిన ఎన్డీఆర్ దేనికి సంబంధించింది అంటే డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఆ తర్వాత ఇటీవల మనకు గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపాని రిజైన్ చేయడం జరిగింది అండ్ నూతనంగా గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఎవరు భూపేంద్ర భూపేంద్ర పటేల్ భూపేంద్ర పటేల్ ఇటీవల గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు సో ఇతను గుజరాత్కి seventeenth chief minister okay most important గుజరాత్కి సెవెంటీన్త్ చీఫ్ మినిస్టర్ యాభై తొమ్మిదేళ్ల వయసులో గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇతను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అన్నమాట okay so he is the first term MLA so నార్మల్గా సీనియర్ ఎమ్మెల్యేస్కే చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వడం జరుగుతుంది కానీ ఇతను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికవ్వబడ్డాడన్నమాట సో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అవ్వడంతోనే ఇతనికి చీఫ్ మినిస్టర్ పదవి లభించింది రైట్ సో ఇతను గుజరాత్లోని గట్లోడియా ఓకే గట్లోడియా అనే నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గట్లోడియా అనే కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు రెండు వేల పదిహేడులో ఆ తర్వాత ఇతనికి ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ పదవి లభించింది భూపేంద్ర పటేల్ గుజరాత్ యొక్క నూతన CM seventeenth CM of Gujarat right దీనికన్నా ముందు గుజరాత్కి సీఎంగా ఎవరున్నారు విజయ్ రూపాని ఉన్నారు ఆ తర్వాత మనకి saline gargle RTPCR technique so మనము మార్నింగ్ సో మనకి మామూలుగా సోర్ త్రోట్ ఉన్నప్పుడు కానీ గొంతులో నొప్పిగా ఉన్నప్పుడు కానీ మనము ఒక ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం ఏంటి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని లేదా పసుపు వేసుకొని గార్లింగ్ చేస్తూ ఉంటాం అవునా గార్గ్లింగ్ అంటాం దాన్ని రైట్ సో ఈ గార్గ్లింగ్ ద్వారా కూడా గార్గ్లింగ్ ద్వారా కూడా కరోనా వైరస్ మనకి అఫెక్ట్ అయిందా లేదా ఓకే కరోనా వైరస్ మనకు అఫెక్ట్ అయిందా లేదా తెలుసుకునే ఒక నూతన విధానాన్ని రీసెర్చర్స్ డెవలప్ చేశారన్నమాట దీన్నే మనం ఏమంటున్నాము saline gargle RTPCR technique so saline marine అంటే ఉప్పు నీటితో ఉప్పు నీటితో గార్గ్లింగ్ చేయడం ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఎఫెక్టివ్గా మనం ఇతనికి కరోనా వైరస్ అఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు అన్నమాట రైట్ సో ఒకసారి చూడండి నాగ్పూర్లో ఉన్న national environmental engineering research institute దీన్నే మనము నీరి అంటాం national environmental engineering research institute ఇది కొత్తగా సలైన్ గార్గిల్ ఆర్టీపీసీఆర్ టెక్నిక్ని డెవలప్ చేసింది అండ్ దీన్ని కమర్షియల్గా కూడా కమర్షియల్గా కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయాలి కమర్షియల్ కమర్షియల్గా ప్రజల లోపలికి తీసుకెళ్ళాలి అని భావిస్తున్నారన్నమాట ఓకే సో ఇటీవల ఉప్పు నీటితో గార్గ్లింగ్ టెక్ గార్గ్లింగ్ చేయడం ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్షలకు అనుగుణంగా కరోనా వైరస్ను డిటెక్ట్ చేసే ప్రక్రియను డెవలప్ చేసింది ఎవరు అంటే నాగ్పూర్లోని నీరి సంస్థ నీరి అంటే national environmental engineering research institute అన్నమాట రైట్ సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎవరైతే ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువగా అవైలబుల్గా లేవో అంటే ముఖ్యంగా మనకి ట్రైబల్ ఏరియాస్ కానివ్వండి మారుమూల ప్రాంతాల్లో ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుందని రీసెర్చర్స్ భావిస్తున్నారు ఆ తర్వాత మనకు next important topic in the news that is Raja Raja Mahendra Pratap Singh okay so Raja Mahendra Pratap Singh పేరు మీద fourteenth September twenty twenty one ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీని అలీగర్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్నమాట okay so Raja Mahendra Pratap Singh state యూనివర్సిటీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు అలీగర్లో అలీగర్ ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉంది మరి ఎవరు ఈ మహారాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అంటే ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక గొప్ప రాయల్ ఫ్యామిలీలో జన్మించాడు కానీ సామాజిక సేవలో చాలా పేరు పొందాడనమాట he was even nominated for Nobel prize from India so Nobel ప్రైజ్కి కూడా నామినేట్ అయ్యాడు ఈ మహారాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ సో ఇతని పేరుపై సెప్టెంబర్ ఫోర్టీన్త్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలీగర్ ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఇతని పేరుపై ఒక యూనివర్సిటీని లాంచ్ చేయబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి climate action and fine finance mobilization dialogue right climate action and finance mobilisation dialogue so ముఖ్యంగా మనకి వాతావరణ మార్పులకి సంబంధించి వాతావరణ మార్పులకు సంబంధించి ఇటీవల అమెరికా మరియు భారతదేశం ఒక అగ్రిమెంట్పై సంతకం చేశాయన్నమాట సో ఈ క్లైమేట్ యాక్షన్ అంటే పర్యావరణంలో మార్పులు వీటిని నిరోధించడానికి రెండు దేశాలు కలిసి అనేక ప్రక్రియలు ప్రారంభించబోతున్నాయి అన్నమాట సో మనకి యుఎస్ఏ భారతదేశం USA and India relations are very important in the exam point of view and మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము యుఎస్ఏ మరి ఇండియా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వీటిని మనం యుఏవి అంటాం లేదా సింపుల్గా డ్రోన్స్ అని అంటాం సో ఈ డ్రోన్స్ టెక్నాలజీలు కూడా భారతదేశం మరియు అమెరికా ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకున్నాయి అండ్ లేటెస్ట్గా భారతదేశ ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి సో ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి ఎవరో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో భారతదేశ ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి మరియు అమెరికాకి చెందిన ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి జాన్ కెన్నీ వీళ్ళిద్దరు కలిసి వాతావరణ మార్పులకు సంబంధించి ఇరు దేశాలు సహకరించుకోవాలని చెప్పేసి చేసి ఒక ఒప్పంద పత్రంపై ఇరు దేశ మంత్రులు సంతకం చేశారన్నమాట ఆ ఒప్పందాన్ని మనం ఏమంటున్నాము climate action and finance mobilisation dialogue అని అంటున్నాం రైట్ ఇండియా అండ్ యుఎస్ఏ ఆ తర్వాత మనకి next permanent exemption bill for NEET so Tamil Nadu ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నీట్ ఎగ్జామ్ని ఉద్దేశించి రైట్ సో నీట్ ఎగ్జామ్ మనందరికీ తెలుసు మెడిసిన్ చేయాలనుకున్న విద్యార్థులకు ఈ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్ అవునా సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టారు సో ఈ బిల్లు ఏం చెప్తుంది అంటే తమిళనాడులో ఉన్న విద్యార్థులు ఎవరైతే మెడిసిన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సో తమిళనాడుకు చెందిన విద్యార్థులు కేవలం తమ ఇంటర్లో వచ్చిన ఇంటర్లో వచ్చిన మార్కుల ద్వారా మెడిసిన్ని చేయొచ్చు అని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని పాస్ చేసింది అండ్ ఆ చట్టాన్ని మనం permanent exemption bill for NEET అని అంటున్నాం సో ముఖ్యంగా తమిళనాడులో ఉన్న విద్యార్థులు ఇకపై మెడిసిన్ విద్యని అభ్యసించాలి అంటే మెడిసిన్ కానివ్వండి ఫార్మసీ కానివ్వండి డెంటిస్ట్రీ కానివ్వండి వీటికి సంబంధించిన విద్యని అభ్యసించాలి అంటే వాళ్ళు కేవలం ఇంటర్ మార్కుల జాబితాను రూపొందించి ఆ ఇంటర్ మార్కులు అత్యధికంగా ఎవరికి వచ్చాయో వాళ్ళనే మనకి మెడిసిన్ చేసేలా ప్రోత్సహిస్తారన్నమాట నీట్ ఎగ్జామ్ని అవసరం లేదు అని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది ఆ తర్వాత మనకి Operation Blue Freedom triple world records so మనం ఆల్రెడీ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ గురించి తెలుసుకున్నాం సో అసలు ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం largest highest battlefield in the world Siachen గ్లేసియర్ని అధిరోహించే ఆ కార్యక్రమాన్నే ఆపరేషన్ ఏమంటున్నాం ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అంటున్నాం రైట్ సో ఈ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ విషయానికి వస్తే ఇటీవల ఈ బృందం ఏదైతే ఉందో అంటే దాదాపు ఎనిమిది మంది పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ దాదాపు ఎనిమిది మంది దివ్యాంగులు ఈ సియాచిన్ గ్లేషియర్ని అధిరోహించడం జరిగింది అండ్ ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అన్నమాట ఓకే సో ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్ గ్లేషియర్ని ఎనిమిది మంది వికలాంగులు దివ్యాంగులు అధిరోహించారు అండ్ దీన్నే మనం ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అంటున్నాం అన్నమాట రైట్ సో ఇక ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ విషయానికి వస్తే దీన్ని ఈ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ని లాంచ్ చేసింది ఎవరు అనంటే ఇండియన్ ఆర్మీలో ఒక విభాగమైన క్లాస్ అనే విభాగం ఓకే క్లాస్ అనే విభాగం ఇక మనకి సియాచిన్ గ్లేషియర్ విషయానికి వస్తే సియాసిన్ గ్లేషియర్ విషయానికి వస్తే ఈ సియాసిన్ గ్లేషియర్లోనే అత్యున్నత శిఖరం లేదా అత్యున్నత పోస్ట్ ఏంటి అంటే దాన్ని మనం కుమార్ పోస్ట్ అని అంటున్నాం ఓకే సో ఇది ఎంత ఎత్తులో ఉంది అంటే దాదాపు పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తులో ఉన్న ఈ సియాచిన్ గ్లేషియర్లో ఉన్న కుమార్ పోస్ట్ను కూడా వీళ్ళు చేరుకున్నారు అండ్ ఇది ఒక ప్రపంచ రికార్డుగా ఉంది సో ఇంత ఎత్తైన యుద్ధ క్షేత్రాన్ని అధిరోహించిన దివ్యాంగుల పేరిట ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కిందనమాట రైట్ సో ఇది మనకు September second week that is from eight to ఫోర్టీన్కి సంబంధించిన most important current affairs so ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను I hope you like the video for further updates please like share comment and subscribe to our channel and ఇంకా ఇతర డౌట్లు ఏమైనా ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు అదేవిధంగా మనం గ్రూప్ వన్ సిరీస్ని కూడా లాంచ్ చేశాము I hope those videos are very useful so ఆ గ్రూప్ వన్ వీడియోస్ని కూడా చూసిన తర్వాత మీరు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలా లేదా అనే ఒక డిసిషన్కి రండి we are always there to help you regarding your any exam any competitive exam preparation thank you